అందరికీ నమస్కారం అండి welcome to my channel hope ఎవరు నా డూయింగ్ గుడ్ వన్ మంత్ అయింది లాస్ట్ వీడియో పోస్ట్ చేసాల నుంచి అంటే బిజీగా ఉన్నాను కాదు I was busy but still ఒక మంచి కంటెంట్తో రావాలని చెప్పి నేను I was studying what all to do ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అంటే mm, యుఎస్లో డేలైట్ సేవింగ్స్ టైం అంటారు డిఎస్టీ అంటారు what does this DST mean ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది దీనివల్ల benefits disadvantages both we going to talk and also ఈ సెకండ్ పార్ట్లో వచ్చి డ్రీమ్స్ అంటే కళలు ten strange facts about dreams వీటి గురించి మనం మాట్లాడబోతున్నాం ఈ వీడియోలో stay tuned firstly day light savings time also known as DST అంటే ఇప్పుడు జనరల్గా యుఎస్లో March twelfth or March second వీక్లో ఒక వన్ అవర్ ఫార్వర్డ్ షిఫ్ట్ అవుతుంది time and it continues till the winter of November I mean ఈ అప్రాక్సిమేట్లీ ఎయిట్ మంత్స్ ఈ eight eight to nine months వచ్చి the time will be shifted one hour forward ఎందుకు ఇలా చేస్తున్నారు ఎప్పుడు ఇది స్టార్ట్ అయింది let's start from the origin of the daylight savings time DST was first started in Germany in nineteen eighteen one nine one eight the main reason for this is because ఈ వరల్డ్ వార్ వన్ అప్పుడు జరిగే జరిగింది if you all know that was the period when world war one was happening అప్పుడు ఉండే రిసోర్సెస్ అప్పుడు ఉన్న ఫ్యూయల్ అండ్ ఎనర్జీ కన్సర్వ్ చేయాలని చెప్పి ఈ ఐడియాతో వచ్చారు so what happens if one one hour is like forward means ఎక్కువ లైక్ డే లైట్ అనేది ఎక్కువ ఇంకా ఒక వన్ అవర్ ఎక్కువ ఉంటుంది ఐ మీన్ సిక్స్ థర్టీ ఉండేది సెవెన్ థర్టీ వరకు the day light will be there so there is no need for using more energy like the lights and also the fuel like generators అప్పుడు ఇంకా అన్ని ఇంత సోఫిస్టికేటెడ్ లైట్ సిస్టమ్ రాలేదు కాబట్టి they are using fuel to burn to burn to burn as a resource for lighting so ఇవన్నీ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్ అని చెప్పొచ్చు దీని గురించి కోసం ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే it was started around nineteen sixteen in Germany followed by France and then followed by US స్లోగా ఈ మిగతా కంట్రీస్ కూడా started adapting this daylight savings time ఇది వచ్చి ఒక రకంగా మంచిదే అంటున్నారు like it is useful for saving energy bills and ఇంకా లైట్ ఎక్కువ ఉంటుందని కానీ దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటున్నాయి ద మెయిన్ డిస్అడ్వాంటేజ్ వచ్చి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఈ వన్ అవర్ అనేది మార్చడం వల్ల ఆ టైంలో జనరలీ మన బాడీలో ఉన్న circadian rhythm it's it's it's responsible for a sleep pattern ఇది ఒక డిఫరెంట్ సైన్స్ యాక్చువల్గా నేను షార్ట్గా చెప్తాను ఇప్పుడు జనరల్గా మనం నిద్రపోవడానికి మెలోటని నేను ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది నైట్ ఒక నైన్ తర్వాత I mean when the artificial lights and lighting is off so ఈ వన్ అవర్ మార్చడం వల్ల ఆ ఫోర్ మిగతా మంత్స్ ఆఫ్ ద ఇయర్లో ఉన్న స్లీప్ ప్యాటర్న్ మళ్ళీ it's it's becoming over rided by this new time so దీనివల్ల స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది and secondly more car crashes and heart attacks due to this shift sudden shift of time ఇది వచ్చి డాక్టర్స్ చెప్తున్నారు thirdly milking of cows disruption grievances told by farmers ఫార్మర్స్కి వచ్చి జనరల్గా ఒక మార్నింగ్ టైం ఒక టైం ఉంటుంది ఈ టైంలోనే మిల్కింగ్ చేస్తారు I mean the extract milk from the cow ఈ వన్ అవర్ షిఫ్ట్ వల్ల it is getting everything is getting changed because of this DST timings and advantages more day light to play అంటే ఒక చిన్నపిల్లోళ్ళు లైక్ uh, నర్సరీలో ఉండే వాళ్ళందరూ బయట ఆడుకోవడానికి డే లైట్ ఇంకో వన్ అవర్ ఎక్స్ట్రా ఉంటుంది సిక్స్ థర్టీకి ఉండే సెవెన్ థర్టీ వరకు లైట్ ఉంటుంది so they can play outdoor and there is reduce form of depression due to the low light associated with humans secondly less robberies and assaults taking place మామూలుగా రాబరీస్ వచ్చి నైట్ టైంలో డార్క్ టైంలో జరుగుతాయి కానీ ఈ డేఎస్ డిఎస్టీ టైం ఉన్న వల్ల వన్ అవర్ ఎక్స్ట్రా ఉండడం వల్ల నైట్ టైం వచ్చి even after like the sun I mean ఒక స్లోగా డే వచ్చి వెళ్ళిపోవడం వల్ల people can go out publicly without much fear of robbery and assault thirdly energy bill savings చెప్పినట్టు ఎనర్జీ కన్జర్వేషన్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేశారు సో ఈ ఎనర్జీ బిల్స్ ఈ లైట్ కరెంట్ బిల్డింగ్స్ ఇవన్నీ వచ్చి చాలా తగ్గాయి I mean not considerably but కొంతవరకు తగ్గాయి so these are the advantages of DST so we have seen the advantages and disadvantages of the daylight saving time also known as DST కానీ దీనివల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నా డిస్అడ్వాంటేజెస్ ఉన్నా ఎందుకు మనం ఇది చేస్తున్నాం like why are we shifting the time patterns and why why are we causing like problems to humans అని చెప్పి చాలామంది లైక్ దే రిపోర్టెడ్ లైక్ తీసేయాలని చెప్పి బట్ గవర్నమెంట్లో కూడా ఒక మధ్యలో కొన్ని ఇయర్స్ వచ్చి వన్ ఇయర్ తీశారు మళ్ళీ పెట్టారు మళ్ళీ ఒక టూ ఇయర్స్ తీశారు పెట్టారు but still they are not coming to conclusion so the bill is been pass in parliament like ఇది వచ్చి పర్మనెంట్ అనే చేసేయాలి లేకపోతే తీసేయాలి so to avoid what all disadvantages have so have told in this video like heart attacks and car crashes ఇవన్నీ అవాయిడ్ చేయడానికి make one thing permanent instead of shifting అని చెప్పి the bill has been like put in the parliament but ఇది వచ్చి ఇంకా అందరు ఒప్పుకోవాలి అంటిల్ దెన్ ఈ డే డిఎస్టీ టైం అనేది మారదు